ఓ సూర్యుడు అతడు ఒదిగే ఆ సంద్రం అతడు నడిచే జన ఉద్యమమతడు చందురుడు తలిచే జనపాలన కోసం గెలిచే ఆ అమరుల కోసం పిలిచే అన్నార్థుల కోసం కొలువైనోడు అదిగో అడుగడుగో మన జనమే మెచ్చిన జననేత ఇదిగో ఇడుగిడుగో తెలంగాణ నిర్మాత గుండెల్లో మోగే జేగంట పురిసే ప్రతి గింట ఆ దేవుని గుడి గంట బెదరని మాటే అన్నా చెదరని నవ్వే మిన్నా బంగారు కలలే కన్నా అతనే కేసీఆర్ అన్నా చెదరని మాటే అన్నా చెదరని నవ్వే మిన్నా బంగారు కలలే కన్నా అతనే కేసీఆర్ అన్నా మన ప్రగతికి పొత్తంటూ అందొచ్చే ఫలితం మన అందరి సొత్తంటూ గమనం గమ్యం విడిపోలేమన్నట్టు ఆ వినయం విజయం నీ సొంతం అయినట్టు రైతన్నల కన్నుల్లోన ఆ పన్నుల నవ్వుల్లో సబ్బండల చేతల్లోన ఆ చెమటే పండేనా బతుకమ్మల రంగుల్లోన పడి గంటల అభిమతమే మానవ ధర్మం అని చాటుతున్న ధీరుడవు కదిలే ఓ సూర్యుడు అతడు ఉదికే ఆ సంద్రం అతడు నడిచే జన ఉద్యమమతడు ఇలా చంద్రుడు జగమంతా కను విప్పు మరి జనమే మురిసే ఓ నెమలై పురి విప్పు ఘటనో బతుకంతా నొప్పించు ఓ గతమే చరితై మనసంతా పరువెక్కు జనమంతా తోడై ఉన్న మీ కోరే ఆగేనా అనువంతా కలవరమాయే ఆ రోజే వచ్చేనా దేశానికి కీడై ఉన్న ఆ శకునం మారేనా క్షణమంతా నివ్వెరబోయే ఆ ఎర్ర కోట మన మనదేనా కదిలే ఓ సూర్యుడు వదడు ఉదికే ఆ సంద్రం వదడు నడిచే జన ఉద్యమ వదడు ఇల చంద్రుడు తలిచే జనపాలన కోసం గెలిచే ఆ అమరుల కోసం పిలిచే అన్నా